కృష్ణా జిల్లా నూజివీడు పంచాయతీరాజ్ కార్యాలయ విశ్రాంతి భవనంలో గత కొన్ని రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు divisional Panchayati Raj executive engineer social welfare department EE పాల్పడుతున్నారు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ గెస్ట్ హౌస్లో Panchayati Raj EE Bapireddy social welfare EE Sadasivarao మద్యం సేవిస్తున్నారు పై స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీల సమయంలో వచ్చినప్పుడు వారి బస నిమిత్తం అతిథి గృహాలుగా ఏర్పాటు చేసి విశ్రాంతి భవనంను విలాస భవనంగా మార్చుతున్నారు పేకాట మద్యపానం వ్యభిచార నిలయాలుగా నూసివీడు పంచాయతీరాజ్ ఆర్ఎన్బి ఇరిగేషన్ శాఖలకు చెందిన అతిథి బంగ్లాలు మారాయి ప్రభుత్వం పట్టించుకోవాలని పలువురు కోరారు మీరు ఎవరు చెప్పండి కాదండి మీరు మీరు గెస్ట్ హౌస్ లో మందు కొడుతున్నారు కదా అట్లా కాదు ఫోన్ చేస్తూ కూర్చున్నాను కానీ అది కాదు నాకు కూర్చున్నారు మీరేం చేస్తున్నారండి అదే ఏం చేయట్లేదు కూర్చుంటే మాట్లాడుతా ఉన్నాం కానీ అట్లేం కాదు అట్లా అనుకోపకండి అసలు మీరు వచ్చారు అట్లేం కాదు నేను కూర్చున్నాను పెట్టుకుని అది కాదు చూడండి మీ పేరేంటండి పేరు మీ ఆయన ఆయన సార్ ఆయన ఈ వచ్చి ఆయన ఎక్కడైనా ఇక్కడ సార్ మన దాన్ని సోషల్ సార్ ఏపీ డబ్ల్యూడిసి వచ్చారు వస్తుంటే కాసేపు కూర్చొని భోజనం చేయమని చెప్పాము కాసేపు కూర్చొని అంతేగా నథింగ్ నథింగ్ లైక్ దట్ ఇక మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాల్సి ఉంటే నేను వాళ్ళు వస్తే కూర్చొని భోజనం చేస్తున్నాము వాళ్ళు వస్తే పెట్టుకొని ఏ పొరపాటు పొరపాటు మీరు ఎవరు చెప్పారో రాంగ్ చెప్పారు బ్రదర్ ఎంక్వైరీ చేసుకోండి సార్ మీరు ఇక్కడ ఇక్కడ మందు తాగటం మధ్య కాదు కాదు మీరు ఊరు కూర్చున్నాం వాళ్ళు వస్తే ఇదిగో ఏం తెచ్చు మరి ఆ బాటిల్ ఏంటి సార్ మీ పక్కన టేబుల్ మీద బాటిల్ ఏంటి సార్ ఒక మాట అండి ఒక మాట అండి నేను కూర్చుని వాళ్ళు వచ్చారు సరే భోజనం చేసి